వెల్కమ్ టు కేఫ్ బార్ అండి ఇవాళ మీరు ఏం తీసుకున్నా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఏం తీసుకున్నానా అక్కడ అదేగా ఉంది చదువుకోలే అర్రెర్రెర్రె సిక్కాకెందుకు లేసలిక మూడు నెలల క్రితం ఇదే మాట చెప్పుంటే డిన్నర్ ఆఫర్లో ఆర్డర్ చేసేద్దు కదేటి అబ్బో నీకోసం కాదులే నీతో పాటు ఆఫర్లో వస్తుంది కదా ఆ చందమామ కోసం <laughs> మొదలెట్టావు భయ్యా నిన్ననే కొత్తగా జాయిన్ అయింది భయ్యా వదిలే నీ ఆర్డర్ పొంగలే కదా ఐదు నిమిషాలు తీసుకొస్తా పొంగలా ఐ హేట్ ఇట్ హలో చందమామ పొంగల్ అంటే ఏటనుకున్నావు పెళ్ళైపోతున్నాను కోపంగా ఉన్న పెళ్లి కూతురు తెలుసా పొంగల్ ఆవు నెయ్యి వేసి ఆవగింజంత పోపు వేసి అక్కడక్కడ కనిపించేలా కొత్తిమీర వేసి పెళ్లికి కట్టిన బాస్కెల్లా మధ్యలో క్యాజునెట్ వేసి ప్లేట్లో వేసుకుని తీసుకొస్తే మామ మోసుకొస్తున్న బుట్టలో ఉన్న బాపు బొమ్మ కాదా పెళ్లి కూతురు అబ్బా అమ్మాయి మొహంలో అమ్మా నాన్నల్ని వదిలిల్తున్నానని అప్పుడప్పుడు వచ్చే కోపంలో అక్కడక్కడ తగిలే మిరియాలు ఘాటు దూరంగా తీసుకెళ్తున్న ముగుడిపైన ఎంత కోపం ఉన్నా అది మరచి అత్తరింట్లో ప్రేమగా కలిసిపోయి కరిగిపోయే కొత్త కోళ్ళ మనసు కాదు మరి పొంగల్లో కలిసిన పెసలు అబ్బా ఆకలేస్తుంది భయ్యా అక్కడతో ఆగలే పొంగలని కిచిడి అని పులగమని కొంచెం అటు ఇటు అయినా మొత్తం మన భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని అందులోని ఏకత్వాన్ని చూపించి భారతదేశాన్ని కలిపిన శక్తి కాదు పొంగల్ మీరు తినకపోయినా పర్లేదు తిట్టకపోతే చాలు ఫ్యాన్స్ ఇక్కడ ఓకే నీకు పొంగల్ అంటే ఇష్టం అని తెలుసు కానీ మరి పొంగల్లో ఇంత పరమార్థం ఉందని తెలియదు భయ్యా ఇప్పటి నుంచి పొంగల్కి దండం పెట్టి మరీ తింట మరి ఇంకేటనుకున్నావు మమకారం లేని అమ్మాయి అధికారంలో లేని అబ్బాయి అసలు కారం లేని పొంగలు తినడానికి అస్సలు బాగు అందుకని అదే ప్లేట్లో పక్కన కొద్దిగా ఆవకాయ అనుకో అదిరిపోద్ది అదరం అది తినాలన్న ఆలోచనే సుముద్రం అట్లనేనా పొంగలా చూసావా ఇలా ప్రతిదీ చేసావనుకో మీ హోటల్ కాస్త పెళ్లి రోజు కళ్యాణ మండపంలో కళకళలాడిపోద్ది వావ్ నాకు కూడా పొంగల్ తినాలనుంది ఇప్పుడే ఇక్కడే మరి మీరు ఖాళీ అయినా తినడానికి సారీ బంగారం నా బంగారం దారిలో ఉంది ఇంకోసారి మాట్లాడుకుందాం రెడీ చేసి తీసుకొస్తా అప్పుడు దాకా ఈ వేడి వేడి కాఫీ తాగబోయా జాగ్రత్త బాయ్యో బాగా వేడిగా ఉంది తెలుసులే సురేష్ గాజు గ్లాస్ వేడి ఇప్పుడు ఆంధ్ర అంతా ఇదే కదా హాట్ టాపిక్ బాగా కాలనే అప్పుడే కదా సమాజంలో కుళ్ళు కుదుర్కునేది ఆ అలా చూడాల్సిన పని లేదండి అమ్మాయి ఎదురుకుండా కుర్చీ ఖాళీ ఉంటే అడగాల్సిన పని లేదని మా అత్తారింటికి తారే సినిమాలో అత్తాపూర్ బాబా చెప్పాడండి చూపులు బయట చేతిలో ఫోను ఫోన్లో వాట్సాప్ సో ఇవి ఎదురు చూపులు అనమాట ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు చంద్రుడి చుట్టూ నాలాంటి కవులు ఖాళీగా ఉన్నోళ్ళు తిరుగుతుంటారు అది సైన్స్ అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగారనుకో అది రొమాన్స్ అదే అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగారనుకో అది నాన్ సెన్స్ చందమామ రాగానే వెన్నెలు రావాల్సిందే అది ప్రకృతి చుట్టూ ఇంత వెన్నెలు ఉన్నాడు రాలేదంటే ఆడు మటుకు ఎదవే ఇప్పుడు అసలు అమ్మాయి ఇంటి జూబ్లీస్ బంజారాయిస్లో ఉండకూడదు ఎవడు పడితే ఆడు వచ్చేస్తూ ఉంటాడు ఎవరెస్ట్ అన్న మౌంట్ వెన్నెలానో ఉండాలి చూడాలనిపించాలి చూడడానికి సరిపోదనిపించాలి దీని మీద రీసెర్చ్ చేసి తీసేసి రాసి క్లారిటీతో చెప్తున్నా మనడు గురించి వెయిట్ చేయకుండా మనోడి దగ్గర వెయిట్ పెంచండి దెబ్బకి దిగి వస్తాడు తొంగ నాకుడు కాఫీ తాగండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట ఇక్కడ నన్ను మీ ఏదో చూసినా అక్కడ మిమ్మల్ని నా చర్మం చూసినా అస్సలు బాగోదు Enjoy the coffee. ఏంటి పవన్ ఇలా చేసావు నేనా కాఫీ తాగడం తప్పని తెలియదు భూమి ఈ వెనకారాలే వద్దనేది ఆ అమ్మాయితో నీకేంటి పని నేను బాబు కోసం ఇలానే వెయిట్ చేస్తున్నప్పుడు మాట కలిపావు వాడికి చూపించడానికి మంచి వాచ్ ఉంది గాని నాకు టైం మాత్రం లేదన్నావు టైం పాస్ చేసావు ఇవన్నీ నిజమనుకునే లోపు ఏంటి ఇలా చేసావు హలో హలో హలో హలో చెప్పేది కాస్త వింటావా నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది నువ్వు తనతో మాట్లాడేవలేదు ఇంకా వేషాలయ్యద్దు థ్యాంక్స్ దీపా ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏంట్రా సెట్టింగా నువ్వు ఒక నిమిషం ఆగరా భూమి నేనప్పుడు ఇప్పుడు చెప్పేది ఒకటే ఇలాంటి ఎదవల కోసం ఏ అమ్మాయి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి ఒకడేమో టీవీలో పెళ్ళి అంటాడు ఇంకోడు ఏకంగా టీవీలోనే పెళ్లి చేసుకుని తూచి అంటాడు రాముడు విల్లు విరిస్తే గానీ సీతమ్మ చూపు దక్కని అక్కడి ఆ అమ్మాయి ఎక్కడ టీవీ పెళ్లి కొడుకు కోసం ఏకంగా వేరే దేశం నుంచి ఉన్నపలంగా ఊడిపడిన ఈ అమ్మాయి అక్కడ ఇదే నచ్చి నువ్వు నచ్చానన్నావు ఇప్పుడు చచ్చానంటున్నావు మారింది నువ్వా నేనా ఆ నేను చెప్పేది కొంచెం విను నో నో నో నో ఆవేశంలో మాట్లాడిన మాటలకు అర్థం ఉండదు అర్థం లేని మాటలకు విలువ ఉండదు అయినా మన మాటల మధ్య ఇలాంటి ఎద ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నువ్వు ఇంటికెళ్ళు ఈ ప్యాక్ చేసిన పొంగల్ తిను ఇది ఇప్పుడు వేడిగా ఉన్నా తిన్నాక ఈ వేడి తగ్గుద్ది తీరిగ్గా ఆలోచించి నాకు కాల్ చేయి బయలుదేరు ఇంక నాకేం చెప్పకు బయలుదేరు ఏంటి నువ్వేదో పెద్ద తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా పొంగల్ బాగా వేడిగా ఉన్నప్పుడు భయ్యా టేస్ట్ అదృద్ధి తెలుసా నాకు దానికి అక్కడే పోలిక భయ్యో నువ్వు మంచి వేడిగా ఉన్నప్పుడు ఫుల్ ఫామ్లో ఉంటావు భూమి ఇంటికెళ్ళి పొంగల్ తిని ఫోన్ చేసుడు ఖాయం ఇక్కడ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నీ స్పై ఫ్రెండ్ దీప అదే నీ ఫ్రెండ్ దీప ఇప్పుడే ఫేస్బుక్ లో గర్ల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది భయ్యో యాక్సెప్ట్ చేసా నీకు ఓకే కదా ఆ? ఆ? ఉన్నది పోయిందన్న ఉక్రేషన్లో ఉండాల్సింది కూడా పోయింది హ. ఇక నువ్వు బయలుదేరు నాకు ఒక్కటి అయినది ఒకటి రో బుల్ బుల్ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నానే వచ్చేస్తున్నా sorry to keep you waiting yeah Rana Suresh ఇంకేంటి చిన్న చిన్న కబుర్లు అలా చూడాల్సిన పనిలేదు నచ్చిన అబ్బాయి ఎదురుగా కుర్చీ ఖాళీగా ఉంటే అడగాల్సిన పనిలేదని పది నిమిషాల ముందు ఓ బ్యాచిలర్ బాబు చెప్పాడు ఏం సురేష్ మీరు ఇందాక పొంగల్ పెళ్లి గురించి చెప్పినప్పుడు ఇంకొకటి అని చెప్పింది నేనే నేను మీరు పొంగల్ గురించి మాత్రమే రీసెర్చ్ చేశారనుకున్నాను ఇంకా చాలా వాటి మీద రీసెర్చ్ చేసినట్టున్నారే నాకు కొంచెం నేర్పించొచ్చు కదా నా పేరు సుమ మీ పేరు భయ్యా పేరే ఒక బ్రాండ్ ఇంకా చెప్పక్కర్లేదు చెయ్యి మెడ మీద కేస్తే చిన్న పోరగాడని చెప్తాడు పవన్ కళ్యాణ్ ఆ, ఈ పొంగల్ ప్రేమలో కొంచెం మిరియాలు ఎక్కువ లేదా సురేష్